ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వృషభరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాలు ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా చేయగలుగుతారు అదే కోణంలో దీర్ఘకాలపు శత్రువులను కూడా ముఖాముఖి ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అనుకోని వ్యక్తులు ఆకస్మికంగా ఎదురవుతారు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఊహించిన స్థాయి కంటే కూడా గొప్ప స్థాయి సంబంధాలు కుదురుతాయి మానసికమైన సంతోషం కలుగుతుంది ఈ విషయంలో ఏమీ ఆందోళన అవసరం లేదు ప్రతి విషయంలో కూడాను మీకంటూ గొప్ప స్థాయి స్థానం కలిగిన వ్యక్తులు ఉన్నారని నిరూపితమవుతుంది దీన్ని మీరు స్పోర్టివ్గా తీసుకోకుండా అడ్డదిడ్డాలుగా వాదించడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలో కూడాను ఎవరిని రకాలుగా మాట్లాడుకున్నా వాదోపవాదాలకి తావివ్వటం కానీ వాళ్ళకంటే నేనే గొప్పవాడని చెప్పడం కానీ లేదా మీలో ఈ లోపాలు ఉన్నాయని చెప్పడం కానీ చేయకుండా ఉంటే అన్ని విషయాలు గ్రహించవలసిన వాళ్ళు గ్రహిస్తారు ఎవరి స్థాయి ఏమిటో ప్రజల్లో నిలబడిపోతుంది అదే కోణంలో ఒకప్పుడు మిమ్మల్ని వాళ్ళు మీ కరుచూపుల్లో మే మెసలిన వాళ్ళు ఇవాళ ఎదురు తిరగటం మీ మానసికమైనటువంటి ఆశ్చర్యానికి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు విశేషంగా డబ్బులు ఖర్చు పెడతారు ఇంట్లో వాళ్ళు అడిగిన ఏ కోరిక కాదనరు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు రాజకీయపరమైన విషయాలు మాత్రం లాభించే పరిస్థితిగా గోచరించట్లేదు ప్రతి విషయంలో కూడాను మీకు వీలుగా ఏదో ఒక స్థాయిని స్థానాన్ని ఎంచుకోవడం చెప్పదగినటువంటి సూచన ముందు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి వాటికి సంబంధించిన విషయాల్ని అమలు చేయటం అందువల్ల భవిష్యత్తులో లబ్ధిపోతే ప్రయత్నాలు చేయటం చెప్పదగినటువంటి సూచన మెడికల్ సిటీ కానివ్వండి సివిల్ సిటీ కానివ్వండి మెడికల్ సిటీ కానివ్వండి సివిల్ సర్వీసులు కానివ్వండి ఐఐటి కానివ్వండి జ్యుడిషియల్ ఆఫీసర్ పోస్ట్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి విజయాలు మీరు అందుకోగలుగుతారు పిల్లలు బాగా చదివినప్పటికీ ప్రభుత్వ సంబంధమైన విషయాలు తొలినటువంటి సాంకేతిక తప్పుల వల్ల వాళ్ళు సకటంలో పడే పరిస్థితి గోచరిస్తోంది మానసికమైనటువంటి డిప్రెషన్ వాళ్ళని ఆవగించే పరిస్థితి గోచరిస్తోంది ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములిగా తేలతోటి లక్ష్మీ తామరవతులతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయండి అదేవిధంగా పదమ తాంబూలాన్ని నివేదనగా పెట్టండి దాని తర్వాత ప్రసాదంగా స్వీకరించండి సుమంగళి పసుపు జలాతోటి మీ ఇష్టమైన దేవుడికి మీ ఇష్టమైన దేవతకి శివలింగానికి అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అవి సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు వదిలిచ్చే కూడాను పన్నెండు రాష్ట్ర వాళ్ళు కూడా సర్పదోష నివారణ చూడంతో సర్వరక్షణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే రావుకేతులు స్నానాలు మారారు కాబట్టి ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది